సెలవులే పరీక్ష ఓ దోశ పార్సిల్ రేయ్ ఓ దోశ పార్సల్ కూర్చోండి సార్ రై దోశ పార్సిల్ చేసి తీసుకురామంటే సూట్ కేసులో ప్యాక్ చేసి తీసుకొచ్చానంటారా క్రాక్ అదవా తీసుకెళ్ళండి సార్ అఘోరించావు వెధవా ఆ సూట్ కేసు ఏంటి నాందా ప్రయాణం సూట్ కేసు సార్ వాడు ఎక్కడికి తగలడ్డారు చెన్నైకి ఎందుకు ఇవాళతో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేసా నువ్వేమైనా స్టూడెంట్ అనుకున్నావా ఇదేమైనా స్కూల్ అనుకున్నావా ఓ ఇది చిన్నపిల్లలది కాదు కదా హాలిడేస్ పెద్దవాళ్ళకి లేటుగా ఇస్తారు కదా పోనీ నెక్స్ట్ వీక్ పోతున్నా ఒరే దున్నపోతూ నువ్వు ముందు లోపలికి పోతు నువ్వు ఇలా సమ్మరు వింటరు దసరా అవి ఇవి అని సెలవులు పెట్టావు అనుకో నా బిజినెస్ మొత్తం మూతు ఒరే వాడు చెప్పిన దానిలో కూడా లాజిక్ ఉందిరా అంటే ఏంటి తమరు కూడా పెట్టుబడికి బయలుదేరతారా లేదు పెట్టెలు పట్టుకుని క్యూలో వస్తారు ఎవరు వాడే చెప్పాడు కదరా ఎగ్జామ్స్ అయ్యాయని సో స్కూల్ మూసేశాక ఏముంటుంది సెలవులు కాదు summer school Amrutha Junior Vilas నిర్వహిస్తుంది సమ్మర్ రిలీఫ్ క్యాంప్ పరీక్షలు పుస్తకాలతో విసిగి వేసారిన విద్యార్థులకి వేసవి వికాసం మా విలాస్లో రండి త్వరపడండి ఫీజులు నామ మాత్రమే అమృత జూనియర్ విలాస్ అమృత విలాస్ అనుబంధ సంస్థ road number seventy four Film Nagar Jubilee Hills Hyderabad ఒరే అంజీ నువ్వు అస్సలు స్పీడ్ తగ్గవురా నిన్న ఐడియా ఇచ్చావు ఇవాళ యాడ్ ఇచ్చావు రేపు బ్యాడ్ అవ్వదు కదా బ్యాడ్ ఏంట్రా ఇంత మంచి పని చేస్తుంటే సమ్మర్ రిలాక్సేషన్ ఇప్పుడు పిల్లలకి ఎక్కడ దొరుకుతుంది ఏడవ తరగతి పరీక్షలు రాసిన మర్నాటి నుంచే పదవ తరగతి కోచింగ్ టెన్త్ అయ్యి ఇంటర్ చేరకముందే ఎంసెట్ కోచింగ్ అంటున్నారా మరి మన దగ్గర నో కోచింగ్ ఓన్లీ రిలాక్సింగే కదా ఇలా ఓవర్ స్టడింగ్ నమ్ముకున్న పేరెంట్స్ మన ఆడికి ఎలా స్పందిస్తారా అని లేదురా అండర్స్టాండింగ్ పేరెంట్స్ కూడా కొందరు ఉంటారు excuse me Amrutha Junior Vilas ఇదేనండి అవును నేనే అమృతరావుని ఆయన జూనియరా జూ కాదు జీ అంజీ యాడ్ చూసొచ్చారా అవును నిన్ననే మా అబ్బాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి బాగా టైర్ అయిపోయాం అందులోనూ మా ఆవిడ ఫైవ్ కిలోస్ వెయిట్ తగ్గింది అబ్బో సో ఓ పది రోజులు ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాం మీరు చాలా ఏజ్ బార్ అవుతారండి ఇక్కడ జాయిన్ అవడం కష్టం నేను కాదండి మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేసి మేము వెళ్దాం అనుకుంటున్నాం ఓ అప్లికేషన్ ఇస్తే అంజీ అరే అంజీ లేడు బయటికి వెళ్ళాడు సరే మళ్ళీ వస్తా రే అంజిగా అవతారం ఏంట్రా సర్కస్ నుంచి తప్పినోళ్ళ అవతారం కాదు ఆవిష్కరణ ఇవాళేంటి ఆదివారం అది కాదు ఏప్రిల్ పదకొండు ఛ అది కాదు కక్కు ఇవాళే మన summer camp for kids opening మొదటి బ్యాచ్ నలుగురు జాయిన్ అవుతారు వాళ్ళని వెరైటీగా వెల్కమ్ చేయడానికే ఈ గెటప్ షటప్ ఆ నలుగురులో ముగ్గురు రానే వచ్చారు నువ్వు మేకప్ లోపు oh I will hurry up hi boys excuse me రండి రండి ఆగండి ఆగండి hearty welcome to Amrutha Junior Vilas ఇతనెవరు జోకరా కాదు ఎంటర్టైన్మెంట్ టీచర్ సరే సరే ఆటలు పాటలు మంచిదే ఎలాగూ సెలవులే కదా రోజంతా ఆడుకోనివ్వండి కాకపోతే మరీ సబ్జెక్ట్ మర్చిపోకుండా లైట్గా పుస్తకాలు టచ్ చేయమనండి ఉదయం ఒక ఐదు గంటలు సాయంత్రం ఒక ఐదు గంటలు పొద్దున ఐదు సాయంత్రం ఐదు చదివి రోజంతా ఆడటం ఏంటి అంతకు ముందు వచ్చిన ముగ్గురు పేరెంట్స్ కూడా ఇలాంటి హ్యాపీ పర్మిషన్ ఇచ్చారు చూడు ఎలా కొయ్యి బొమ్మల్లో కూర్చున్నారు డోంట్ వర్రీ నేను వీళ్ళని కదిలిస్తా నా నవ్వుతో కుదిపేస్తా come on come on come on sit down yes children now I'm going to entertain you with many jokes but first energy కోసం కప్పు కాఫీ తాగుతా సర్వం వన్ కాఫీ ప్లీజ్ రెడీగా ఉండండి మీ కడుపులు చెక్కలైపోతాయి ఓ సారీ Mm. <laughs> క్రీమ్ హ్రీమ్ రై రై బ్రూ రై ఈ ఎగ్జామ్ పేపర్ కి బాగా క్షీణించినట్టున్నారా ఇవాళ రెస్ట్ తీసుకుని రేపు కోలుకుని ఎల్లుండి నవ్వుతారులే ఎవర్రాది ఎంత అర్ధరాత్రి డిస్టర్బెన్స్ ఈ అంచిగడికి ఏదో పేడకాయలు వచ్చినట్టుంది వస్తున్నా అంకుల్ పేస్ట్ పేస్టా అర్ధరాత్రి పేస్ట్ ఏంట్రా వేస్ట్ ఫెలోస్ కళ్ళలో ఎవరినైనా కిస్ చేయాలా వెళ్ళి మీ బ్రష్లు మీ తలగళ్ళ కింద పెట్టి పడుకోండి వెళ్ళండి ఓకే అంకుల్ ఎవరిదే వీళ్ళే ఉంటారు వస్తున్నా అంకుల్ షాంపూ నాలుగున్నరకి తల్లంటేంట్రా ఒక్కొక్కడికి గుండెకి ఇంచేస్తాను గో అండ్ స్లీప్ హాలిడేస్లో ఇంత త్వరగా నిద్రలోకూడదు వెళ్ళండి ఈ క్యాండిడేట్లకి నిద్రలో నడిచి అలవాట్లేదు కదా అమ్మో నాకు తెలుసురా మీరు వస్తారని చంపుతున్నారా హాలిడేస్ లో ఎప్పుడు అంకుల్ ఒరే క్లాస్ రూమ్ లో డౌట్స్ అడిగినట్టు నిద్ర లేపి క్వశ్చన్స్ ఏంట్రా ఎనిమిదిన్నర లోపు ఎవడని కనిపిస్తే చంపేస్తాను పోండి okay uncle Good morning, boys. Uncle Paste. <laughs> One minute. Ah. <laughs> లాభం లేదు వీళ్ళని చాలా బ్రష్ చేయాలి వీళ్ళు అర్జెంట్గా బ్రష్ చేసుకుని రండి గో ఇంగ్లీష్ సినిమాల్లో దెయ్యాలని నడకేంట్రా బాబు అంకల్ బుక్స్ బుక్సా ఈ సమ్మర్లో స్నానం చేసిన టైం వేస్టే so no books no bathing first tiffins పాపం కదరా అంకల్ బాక్స్ ఒరే వీళ్ళని బ్రిలియంట్ జెమ్సన్ చేయాలన్న ఆరాటంలో వీళ్ళ పేరెంట్స్ గ్యాప్ లేకుండా తోమేశారు ఎంత మెరిసినా రాళ్లలో ఎంత జీవం ఉందో వీళ్ళలోనే అంతే ఉంది ఇమ్మీడియట్ గా ఈ జెమ్స్ లో లైఫ్ రావాలంటే గేమ్స్లో పడేయాలి ఓకే మీకు కావాల్సిన గేమ్స్ మీరు ఆడుకోండి ఓకే క్యారమ్స్ క్యూ ఏంట్రా చుట్టూ కూర్చోండి ఆడడం రాదా ఏంటి మీకు ఈ గేమ్ ఆడడం రాదా హౌస్ ఇల్లి రండి నేర్పిస్తాను కమాన్ ఓకే వైట్ కాయిన్స్ అన్ని ఓ టీమ్ పాకెట్స్లో వేయాలి బ్లాక్ కాయిన్స్ అన్ని ఓ టీమ్ పాకెట్స్లో వేయాలి ఓకే అర్థమైంది కదా ఓకే స్టార్ట్ <laughs> దీన్ని తీసుకెళ్ళి ఈ గేమ్ కనిపెట్టినోడు సమాధి మీద పెట్టండి దీన్ని స్ట్రైకర్ అంటారు దీంతోనే కాయిన్స్ కొట్టాలి ఇదిగో ఇలా ఇలా అబ్బా దేవుడు వద్దులే ఇది మీకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నట్టుంది సింపుల్ గేమ్ ఒకటి ఆడదాం ఓకే వైట్స్ మీవి బ్లాక్స్ నావి ఓకే ఫస్ట్ మూవ్ మీది ఏంటి ఏ అక్కడ పిల్లల్ని ఆడించమంటే ఇక్కడ పీనుగులో ఏంట్రా ఏనుగును మింగాను కాబట్టి అరుగుద్దు అరుగుదో అని భయపడి ఏనుగునా సరే అయితే నీకు స్నాక్స్ ఏమంతాయి పిల్లలకిస్తా hello children how are you hi very nice <laughs> మీకోసం మంచి మంచి స్నాక్స్ తెచ్చా నో అంకుల్ ఏ ఇష్టం లేదా ఇష్టమే కానీ లంచ్ ముందు తినొద్దన్నారు తింటే అన్నం సరిగా తినము అన్నారు మా పేరెంట్స్ చె అదొద్దు ఇదొద్దు జీవితం అంతా నోకే నోచుకున్నారు పిల్లల్ని ఎలా పెంచకూడదనే బుక్ రాయాలి uncle books books books books మీకు క్లాస్ బుక్స్ మాత్రం ఇవ్వను జనరల్ బుక్స్ ఇస్తా అయితే జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఇవ్వండి జీకేనా ఎప్పుడు ఎగ్జామ్స్ కు పనికొచ్చే పుస్తకాలే చదవాలా జీకే మించిన టీకే బుక్స్ ఇస్తా టీకే అంటే ఏంటి టాలీవుడ్ నాలెడ్జ్ అంకుల్ అంకుల్ ఇప్పుడు హ్యాపీయా హ్యాపీ అంకుల్ అంతా వచ్చేసింది అప్ చెప్పించుకోండి అప్ప చెప్పించుకోవాలా లేకపోతే మేము చదివామో లేదో మీకు ఎలా తెలుస్తుంది Chitranjali April nine megastar Chiranjeevi హీరోగా జయన్ డైరెక్షన్లో రూపొందుతున్న శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం రెండో షెడ్యూల్ ఏప్రిల్ పది నుండి హైదరాబాద్లో ప్రారంభం కానుంది ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై డైనమిక్ ప్రొడ్యూసర్ మంజుల నిర్మిస్తున్న చిత్రం నాని ఆడియో ఆవిష్కరణోత్సవం మార్చ్ ఇరవై ఐదున జరిగింది యంగ్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో కొడాలి మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పై కొడాలి నాని నిర్మిస్తున్న సాంబా షూటింగ్ మే మొదటి వారానికి పూర్తవుతుందని తెలిసింది జస్యలో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వితీయ మెగా సీరియల్ నాన్న ఏప్రిల్ పన్నెండు నుండి ప్రతి సోమ మంగళవారాల్లో రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు జెమ్నీ టీవీలో ప్రసారం అవుతుందని ఈ నెల పదకొండున వారి కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లడించారు నాకు చదరంగం తినిపించారు నీకు చిత్రరంగం వినిపిస్తున్నారా అమ్మో వీళ్ళని గాడిలోంచి బయటికి లాగాలంటే లైన్లో పెట్టాలి టైం టేబుల్ని టైం టేబుల్తోనే కొట్టాలి రూల్స్ కలవాటబడ్డ బతుకుల్ని రూలర్తో కొట్టాలి రూల్స్తో కొట్టాలి వాళ్ళు నిత్యం ఫాలో అయ్యే టైం టేబుల్ని తెప్పించి సింపుల్ సవరణలు చేసి వాళ్ళ రూమ్లోనే అంటిస్తా ఒరే శర్మం ఇది తీసుకెళ్ళి పిల్లల రూమ్లో గోడ కంటించు నాందా తెలుగు మాట్లాడుతున్నాను కానీ చదవడం ఇల్లే ఏంటి సార్ వాడిదే నీ తలకే ఇది తెలుగు కాదు ఇంగ్లీష్ ఇటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా రూల్స్ అంటే నియమాలు రూల్ వన్ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవడం రూల్ టూ కాలకృత్యాలు నాలుగు నుంచి నాలుగు బావ వరకు రూల్ త్రీ ఉదయం నాలుగు బావ నుంచి రాత్రి పది గంటల వరకు చదువుకునే టైం మరి సాపాడు సార్ వాడు రూల్ ఫోర్ అండ్ ఫైవ్ మధ్యాహ్నం భోజనం పదిహేను నిమిషాలు రాత్రి భోజనం పదిహేను నిమిషాలు రూల్ సిక్స్ ఆటలు వేసవి సెలవుల్లో రోజుకి పదిహేను నిమిషాలు రూల్ సెవెన్ చిరుతిండ్లు ఐస్ క్రీమ్లు తినకూడదు రూల్ ఎయిట్ సంవత్సరానికి ఒక్క cinema rule nine TV off చేసి చూడవలెను రూల్ టెన్ చిట్ట చివరి అతి ముఖ్యమైన నియమం break all the above rules పైన పేర్కొన్న నియమాలను అన్నిటినీ తొంగలో తొక్కండి అప్పుడియా అయితే నేను రేపు నుంచి ఎనిమిది గంటలకు లేస్తే సరిపోతుందా సర్వడు వాడు సరిపోతుంది నీ శాలరీ కూడా సవరణ చేస్తే వెళ్ళు ఇది వాళ్ళ రూమ్లో అంటించు వెళ్ళా ఓకే బాయ్స్ లెవెన్ లెవెన్ లేవండి కమాన్ కమాన్ వేకప్ వేకప్ లేవండి good morning No, no, no No brush. First of all, bed coffee. Coffee coffee coffee coffee yes బలవంతంగా బూస్ట్లు బార్న్విటాలు తాగే బదులు కమ్మగా కాఫీ తాగండి హ్యావ్ ఇట్ బాగుందా చాలా బాగుంది సో లైఫ్ కూడా ఎలా ఉంటుంది లివ్ చేస్తే children you are strict programme for today nine to ten Cartoon Network ten to twelve హెచ్బిఓలో cinema twelve to one MTV one to two lunch two to four Star Movies four to six Discovery Channel six to eight Sony TV eight to nine dinner nine to nine thirty every Monday Tuesday Nanna serial nine thirty to twelve second show cinema థియేటర్లో చూసి వచ్చేటప్పుడు మిడ్ నైట్ బిర్యానీ అండ్ అర్ధరాత్రి ఐస్ గుడ్ ప్రోగ్రామ్ పుస్తకాలు ఎండలో వానలు కాగితంతో పడవలు స్కూలుకి సెలవులు ఫ్రెండ్స్తో ఆటలు తలుచుకో మనసులో తలుచుకో దెబ్బ తగిలిన బాధ కలిగిన తలుచుకో తలుచుకుని कितनी बुरी करते okay boys this is lunch time no no no no lunch చేసేటప్పుడు కూడా టీవీ ముందు నుంచి లేవకూడదు మీరు ఇక్కడ కూర్చోండి లంచ్ ఇక్కడికి వస్తుంది ఓకే సర్వం full ice cream meals. allez d'uncle. ఒరే అమృతం ఫస్ట్ డేకి లాస్ట్ డే అయిన ఇవాళకి వీళ్ళలో ఎంత మార్పు వచ్చిందిరా నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఇన్నాళ్ళకి ఓ స్కీమ్ లో సక్సెస్ అయ్యాంరా అవునరా వాళ్ళలో ఇంత మార్పును చూస్తే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు గుర్తుపట్టలేరు ఆనందంతో పది మందికి చెప్తారు ఈ నలుగురు నలభై మంది అవుతారు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ ఊటీలో పెడతాం అలాగే ఆ తర్వాత సిమ్లా ఆ తర్వాత సిడ్నీ ఆ తర్వాత స్విట్జర్లాండ్ అలా అలా Amrutha Junior Vilas world wide పాకిపోతుంది హలో సార్ హలో ఎలా జరిగింది సార్ మీ హాలిడే ట్రిప్ వెరీ నైస్ మా పిల్లలు పిలవండి ఇదిగో ఇక్కడే ఉన్నారండి ఇందులో మా పిల్లవాడు లేడు మావాడు లేడు మావాడు లేడు అరే మావాడు కూడా లేడే <laughs> కలర్స్ తో కన్ఫ్యూజ్ అయ్యారు ఏంటి సార్ అరే సర్వం వాళ్ళ మొహాలు కొంచెం క్లీన్ చేయి ఇప్పుడు చూడండి మర్యాదగా మా పిల్లల్ని మాకివ్వండి ఏంటి జోక్ చేస్తున్నారా డ్రామాలు ఆడుతున్నారా మొన్ననే శ్రీరామనవమికి ఆడాం అరే వీళ్ళతో మాట్లాడుకండి రండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం సార్ సార్ వీళ్ళకేం అర్థం కావట్లా ఒరే అప్లికేషన్స్ తీ Abhishek a mole on the left hand elbow okay Abhinav a mole on the back side of the right ear Vihang a పుట్టు మచ్చ ఆన్ ది రైట్ పిర్రా <laughs> ఇంక వాళ్ళు మనల్ని ఏం చేయలేరు వీళ్ళ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో వాళ్ళు గుర్తుపట్టేలా చేస్తా ఏంటయ్య వీళ్ళ పిల్లలు ఎక్కడ దాచారు దాయడం ఏంటండి అదిగో అక్కడ ఉన్నారు వాళ్ళు మా పిల్లలేంటి we have too much proof sir పుట్టు మచ్ ప్రూఫ్ పుట్టుమచ్చ ప్రూఫ్ ఏంటయ్యా వీళ్ళు ఏమైనా చిన్నప్పుడు వదిలేళ్ళారా మొక్కలు చూస్తే తెలీదా అదే సార్ మేము అనేది ఆ మొహాలు మా పిల్లలకి కానే కాదు చిన్నప్పటి నుంచి చిరునమైన వాళ్ళ మొహాలు చూడలేదు డెఫినెట్ గా వాళ్ళు మా పిల్లలు కాదండి వీళ్ళు చెప్పరు సార్ అరెస్ట్ చేసి క్వశ్చన్ చేయండి సార్ సార్ వాళ్ళ మాటలు నమ్మకండి సార్ బాలవాక్కు బ్రహ్మవాక్ అన్నారు డైరెక్ట్ గా వాళ్ళని అడగండి ఓకే పిల్లలు ఇటు రండి వీళ్ళేనా మీ పేరెంట్స్ నో సారీ అంకుల్ వాళ్ళే మా పేరెంట్స్ అని ఒప్పుకుంటే ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ ఆ సుత్తి టైం టేబుల్ ఫాలో అవ్వాలి Se la Pariksha. para